ఒక యారేలో మీరు ఇతర యారేలను స్టోర్ చేయగలిగితే దానిని ఒక మల్టీ డైమెన్షనల్ యారే అని అంటారు అది అసోసియేటివ్ యారేను చాలా పోలి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఈ యారేలో ఉండేది కూడా యారేలుగా ఉన్నవే మరింత బాగా అర్థం చేసుకోవడం కొరకు ఒక ప్రోగ్రాంతో మొదలు పెడదాం ఇంగ్లీష్ లోని ఒక లెటర్ యొక్క స్థానమును మీరు చూడగలిగే వీలు కలిగించే ఒక ప్రోగ్రామ్ను నేను క్రియేట్ చేస్తాను ఉదాహరణకు నేను ఒకటి అని విలువను ఇస్తే అది ఒకటవ స్థానంలో aను ఎకో చేయవలసి ఉంటుంది నేను విలువను రెండు అని ఇస్తే అది రెండవ స్థానంలో బి అని చెప్పాలి మరియు మూడు కొరకు అది మూడవ స్థానంలో సి అని చెబుతుంది అలా కొనసాగుతుంది ముందుగా నేను నా సొంత ఆర్రేను క్రియేట్ చేస్తాను మరియు దానిని తేలికగా చూడడము కొరకు నేను దానిని క్రిందకు తీసుకొని వస్తాను మీరు అలా మీ అంతటి మీరే చేయబోతున్నారు కనుక మీకు స్వాగతం మరియు లోపల నేను నా సొంత ఆర్రేను క్రియేట్ చేస్తాను మరియు దానిని ఏబీసీ అని పిలుస్తాను అది యారే అవుతుంది ఇంతకు ముందులా అక్కడ ఒక విలువను ఉంచడము బదులుగా మనము లోపల ఒక ఆర్రేను ఉంచుతాము మరియు ఇందులో విలువలు ఉంటాయి ఉదాహరణకు capital A comma B comma C మరియు D ఈ విలువలు కామాల చేత విడగొట్టబడతాయి మరియు 123 అని టైప్ చేస్తాం మరియు అది ఎర్రర్ కు సమానము అవుతుంది ఇప్పుడు మనం 1 కామా 2 కామా 3 కామా 4 అని విలువలు ఉంటాయి అంతే ఇక్కడ క్రింద ఒక ఆర్రే లోపల ఒక ప్రత్యేకమైన డేటాను ఎలా ఎకో చేయాలో మీకు చూపిస్తాను మేము మా మెయిన్ arrayను కాల్ చేస్తాం మరియు దీనిని కూడా ఆర్రే అని పిలుస్తాము మరియు ఆ తరువాత యారేలో మీకు కావాలి అని అనుకున్న స్థానం కనుక అది ఒక ఆర్రేలో ఉన్న మరొక ఆర్రే కనుక నేను ఎచో అని టైప్ చేస్తాను మరియు ఆ తరువాత మన మెయిన్ ఆర్రే అయిన ఆల్ఫా అని టైప్ చేస్తాము మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్లలో ఏబీసీ అని టైప్ చేస్తాము మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్లలో మీరు రిట్రీవ్ చేయాలి అని అనుకున్న ఎలిమెంట్ ను టైప్ చేయండి ఇప్పుడు ఉదాహరణకు అది a అని ఎకో చేస్తుంది ఇప్పుడు దానిని ఒకసారి రన్ చేసి చూద్దాం మరియు మనకు a అని వస్తుంది దీనిని ఒకటి రెండు మూడుగా మారిస్తే మనకు బహుశా ఒకటి రావచ్చు మీరు దానిని ఇక్కడ చూడవచ్చు కనుక మనం మెయిన్ arrayలలో రెండు బేసిక్ arrayలను తయారు చేసాము మరియు మనం వాటిని కాల్ చేయడం నేర్చుకున్నాం ఇప్పుడు ఒక సంఖ్యతో సంబంధం ఉన్న లెటర్ యొక్క స్థానమును కనుగొనడం కొరకు ఒక కొత్త ప్రోగ్రామ్ను క్రియేట్ చేయబోతున్నాను సున్నా మొదటిలో ఉంటుంది కనుక నేను ఇక్కడ పొజిషన్ 0 అని టైప్ చేయబోతున్నాను ఇప్పుడు నేను letter something is in position something అని ఎకో చేస్తాను ఇది చాలా తేలిక ఇక్కడ మనం 3 అనే ఒక పొజిషన్ను ఎంటర్ చేద్దాం ఆల్ఫాబెట్ C మూడవ స్థానంలో ఉంది కనుక మనకు C వస్తుంది నేను మన మొదటి బ్లాంక్ను ఆల్ఫాతో భర్తీ చేయబోతే మన లెటర్ను ఎకో చేయడం కొరకు ఏబీసీ పిఓఎస్ ఇక్కడ పిఓఎస్ మన స్థానమును సూచిస్తుంది కనుక స్థానం ఆల్ఫా త్రీ అవుతుంది మరియు స్థానం పిఓఎస్ ప్రస్తుత స్థానం సున్నాకు సమానం అవుతుంది మనం ఇకో సంథింగ్ అని టైప్ చేయండి కనుక స్థానం సున్నా అని వస్తుంది లోపలి యారే ఏబీసీలో సున్నాను పొజిషన్ చేయండి కనుక నిజానికి మనం ఏ సున్నా స్థానంలో ఉన్నది అని చెబుతున్నాము ఈ యారే ఏమిటి ఒకటి రెండు మూడు మరియు అది సున్నా స్థానంలో ఉన్నది కనుక నిజానికి లెటర్ ఏ ఒకటవ పొజిషన్ లో ఉన్నది అని మనం చెబుతున్నాం దీనిని ఇప్పుడు రన్ చేద్దాం ఓకే ఏ ఒకటవ స్థానంలో ఉంది దీనిని ఒకటికి మారుద్దాం రిఫ్రెష్ చేయండి లెటర్ B రెండవ స్థానంలో ఉంది ఇప్పుడు ఈ అప్లికేషన్ను పూర్తిగా ఫంక్షనల్ గా మరియు తేలికగా నావిగేట్ అయ్యేలా చేయడము కొరకు ఒకటవ స్థానంలో జీరో రాయవలసిన అవసరం రాకుండా చేయవలసి ఉంటుంది కనుక చివరిలో నేను మైనస్ ఒకటి అని పెడతాను మరియు మరింత చెక్కగా ఉండడం కొరకు బ్రాకెట్స్ లో ఒకటిని పెట్టాలి కనుక పొజిషన్ ఒకటి మైనస్ ఒకటి యొక్క విలువ సున్నా అవుతుంది కనుక ఒకటి అని రాయడం కూడా నిజానికి సున్నా అనే విలువనే ఇస్తుంది కనుక ఒకటి అని రాయడం సున్నా అని రాసిన ఫలితాన్ని ఇస్తుంది రెండు అని రాయటం ఒకటి రాసిన ఫలితం ఫలితాన్ని ఇస్తుంది కనుక లెటర్ B రెండవ స్థానంలో ఉంటుంది కనుక నేను 1 అని ఇస్తే మనకు మొదటి స్థానంలో a వస్తుంది ఇక్కడ మనం సున్నా పెడితే మైనస్ 1 అనే స్థానం లేదు కనుక మనకు లెటర్ ఇన్ పొజిషన్ అని వస్తుంది కనుక మనకు లెటర్ కానీ లేదా స్థానం కానీ లేదు కనుక నేను దానిని మరింత యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేస్తాను చూసినందుకు కృతజ్ఞతలు